రమణారావు తెలియదా ఓకే సార్ ఓకే అనే అటెండర్ పబ్లిక్ స్వీపర్ పనిచేస్తుంది ఈ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే టూ థౌజండ్ థర్టీన్ వరకు ఆమెకు శాలరీ అనేది about six thousand five hundred to six thousand seven hundred government నుంచి వెళ్ళి పే చేస్తుంది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఏప్రిల్ నుంచి వెళ్ళి ఈ స్వీపింగ్ పని అనేది స్కావెంజర్ పని అనేది అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చేది అప్పటి నుంచి వాళ్ళకు salary thirteen thousand six hundred వస్తుంది అయితే అప్పుడు నలుగురు పనిచేసేటోళ్ళు ఈ ఏజెన్సీకి ఇచ్చిన తర్వాత ఇద్దరికి ఇద్దరు మాత్రమే పనిచేయడానికి అని చెప్పేసి ఆర్డర్స్ వచ్చినాయి అయితే ఈమె అటెండ్ పేరు Anuradha Telangana model school principal Mallesh post graduate teacher next ఏంటి సార్ ప్రాసెస్ రేణుకనా కింద పెట్టాను సార్ రేణుక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఆమె one of the outsourcing employee అంటే ఇట్లా మొత్తం ఎంతమంది నలుగురు ఉన్నారు ఇద్దరు ఇద్దరు ఉన్నారు నలుగురు ఉండేది సార్ ఇప్పుడు ఇద్దరు సార్ మీకు ఎన్నో తారీఖు ఫిర్యాదు చేశారు గతంలో ఏమన్నా ఇలాంటి ఘటనగా డిమాండ్ చేసింది అమౌంట్ అనేది ఇది రేరా ఇప్పుడే ఫస్ట్ టైం అండి కేసు ట్వంటీ సెకండ్